hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates ఉండబల్లితో ఛాలెంజ్ చేసి రామోజీ టీడీపీ పరువు పోయే ఈనాడు రామోజీరావుతో పాటు టీడీపీ పరువు మొత్తం పోయింది మార్గదర్శి చిట్ ఫండ్స్కు సంబంధించి పద్నాలుగవ తేదీన అంటే ఆదివారం జరగాల్సిన డిబేట్ నుంచి టీడీపీ తోక ముడిచింది మార్గదర్శిని అడ్డుపెట్టుకుని చైర్మన్ రామోజీరావు వేల కోట్ల రూపాయలు చీటింగ్ చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసు నడుపుతున్నారు చైర్మన్గా రామోజీరావు ఎండీ శైలజలపై ఏ వన్ ఏడు నిందితులుగా సిఈడి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే రామోజీ మోసాలు ఇప్పటికే ఉండవల్లి చాలా వరకు కోర్టులో ఎండగట్టారు సిఐడి విచారణలో చిట్ ఫండ్స్ డబ్బులను చిట్టేతర వ్యాపారాలకు మళ్లించినట్లు విచారణలో రామోజీ అంగీకరించారని జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రముఖంగా ప్రచురించింది ఇదే విషయం కోర్టులో కూడా నిర్ధారణ అయిందని ఉండవల్లి చెప్పారు ఇలాంటి కేసుపై టీడీపీ తరపున అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చర్చకు సవాలు చేశారు మార్గదర్శిపై ఉండవల్లి చేస్తున్న ఆరోపణలన్నీ తప్పులని తాను నిరూపిస్తారని జీవిరెడ్డి చేసిన సవాల్కు మాజీ ఎంపీ ఉండవల్లి అంగీకరించారు ఇద్దరూ మాట్లాడుకుని ఆదివారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో డిబేట్కు కూర్చోవాలని నిర్ణయించుకున్నారు అయితే వ్యక్తిగత పనులతో తాను బిజీగా ఉన్నాను కాబట్టి డిబేట్కు రాలేకపోతున్నట్లు ఉండవల్లికి జీవిరెడ్డి మెసేజ్ పెట్టారట దీంతో మార్గదర్శి అక్రమాలపై టీడీపీ తోక ముడిచిందనే ప్రచారం పెరిగిపోతోంది ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రామోజీ పైన ఉండవలు చేస్తున్నది రాజకీయపరమైన ఆరోపణలు కావు రాజకీయపరమైన ఆరోపణలైతే జీవీ రెడ్డే కాదు ఎవరైనా గాలిని పోగేసి మాట్లాడుతూ సమర్థించవచ్చు ఇక ఇక్కడ విషయం ఆర్థికపరమైంది అంటే వేల కోట్ల రూపాయల మోసానికి సంబంధించింది ఇన్ని సంవత్సరాలుగా రామోజీపై ఉండవల్లి పోరాటం చేయగలుగుతున్నారంటే కేవలం మాజీ ఎంపీకి ఉన్న గుడ్ విల్ క్రెడిబిలిటీ మార్గదర్శిలో మోసాలు జరుగుతున్నది వాస్తవం కాబట్టి ఉండవల్లి ఆరోపణలు రామోజీయే ఖండించినప్పుడు తాను ఎలా సమర్థించగలనని జీవిరెడ్డి అనుకున్నారో అర్థం కావడం లేదు నిజంగానే డిబేట్ జరుగుంటే అది రామోజీతో పాటు టీడీపీకి కూడా బాగా డ్యామేజ్ అయి ఉండేది ఈ నేపథ్యంలో జీవిరెడ్డిపై నిటిజన్లు తీవ్రస్థాయిలో సెటైర్లు విసురుతున్నారు జీవిరెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఛానళ్ల డిబేట్లలో పద్ధతిగా మాట్లాడేవారని ఇప్పుడు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన తర్వాతే చెడిపోయాడని పొడుస్తున్నారు ఇళ్ల మీడియా ఛానళ్ల చర్చల్లో సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఇలాంటి నాయకులు కూడా ఇంకో పనిలో బిజీగా ఉంటారా అంటూ నెటిజన్లు సురక అందించారు ఉండవల్లి వాదనా పటిమను ఎదుర్కోలేనని బహిరంగంగా ఒప్పుకుని ఉంటే జీవి రెడ్డికి దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పద్నాలుగు తేదీని బిజీగా ఉన్నారు సరే మరో రోజు చర్చకు వస్తారని జీవిరెడ్డి ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు నిజానికి జీవిరెడ్డి రాజకీయాలు తప్ప ఇతరతర అంశాలు మాట్లాడారనే పేరుంది కానీ ఎల్లో ఛానళ్లలో కూర్చుని వాళ్ళ అభిప్రాయాలను ఎత్తికెత్తుకోవడం వల్లే సమస్య వచ్చింది లేదంటే జీవిరెడ్డి మంచి విశ్లేషకుడుగా తెలుగు సమాజం గుర్తించేది ఇదే సందర్భంలో రామోజీరావు అప్రమత్తం కావడం వల్లే జీవిరెడ్డిని ఉండవలితో చర్చకు పంపలేదని అంటున్నారు టీడీపీ తన సమస్యను సొంతం చేసుకుని ఉండవలతో చర్చించడం వల్ల తన మీద నేరుగా టీడీపీ ముద్ర పడుతుందని రామోజీరావు భయపడ్డారని సమాచారం కొన్ని ఛానళ్ల జర్నలిజం నైతిక విలువలు వదిలేసి దిగంబరంగా నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే మార్గదర్శిపై జీవిరెడ్డి చర్చికి వెళ్తే తనను కూడా ఆ ఛానళ్ల జతను కడతారనే భయమే రామోజీని వెనక తగ్గేలా చేసిందని సమాచారం మార్గదర్శి వ్యవహారం తన సమస్య అని దాని పరిష్కారం తాను చూసుకుంటానని ఇతరుల ప్రమేయం వద్దని టీడీపీకి రామోజీరావు సమాచారం పంపినట్లుగా తెలిసింది దీంతో జీవీ రెడ్డి డిబేట్ నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుక్కోక తప్పలేదు ఏది ఏమైనా ఉండవలతో జీవీ రెడ్డి డిబేట్పై మీడియాతో పాటు అన్ని రాజకీయ పక్షాలు కొన్ని రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూశాయి ఉత్కంఠకు తెరదించే సమయానికి కేవలం కొద్ది గంటల ముందు జీవిరెడ్డి చేతులెత్తేసి ట్విస్ట్ ఇచ్చారు